hey guys this is Srinivas అందరికీ నమస్తే welcome to the my channel ఈ తెలుగు ఐటీ అయితే ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే మనం అందరం యూట్యూబ్ చూస్తుంటాం యూట్యూబ్లో మనం ఒక వీడియో చూసేటప్పుడు ఒక రెండు నిమిషాలు వీడియో చూడగానే ఒక పది నిమిషాలు యాడ్ వస్తుంది అది చూసుంటే అరే ఏంది రాబోయి మనకి పరేషాన్ అని అనిపిస్తుంటుంది అయితే ఈ వీడియో కొంతమంది తెలిసే ఉంటుంది యాడ్ యాడ్ బ్లాక్ అంటే ఏంటిది అని అయితే తెలుగు నెల గురించి వీడియో నేను చేస్తున్నాను చూడండి ఓకే స్టార్ట్ ద వీడియో అయితే నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి క్రోమ్లో నేను గూగుల్ ఎక్స్టెన్షన్స్ అని టైప్ చేస్తాను లేదంటే క్రోమ్ వెబ్ స్టోర్ అయితే నేను గూగుల్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేస్తున్నాను అయితే మనకి ఇక్కడ కనబడుతుంది కదా కనబడుతుంది కదా ఇక్కడ Chrome web store extension Google Chrome open చేసినా ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ బ్లాక్ అని టైప్ చేయండి తెలిసి ఆ స్పెల్లింగ్ యూనివర్సిటీ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ బ్లాక్ ఫర్ యూట్యూబ్ అని వస్తుంది కదా ఇది ఇక్కడ నేను యాడ్ టు ద క్రోమ్ అని ఇంతకుముందు వచ్చేసాను నాకు వచ్చింది అయితే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే యాడ్ టు క్రోమ్ అని వస్తుంది మీరు ఇక్కడ యాడ్ టు క్రోమ్ మొత్తంగానే మీకు ఈ విధంగా ఇక్కడ కరిసారి కనబడుతుంది కదా రెడ్ కలర్ స్టాప్ సింబల్ అక్కడికి ఎనేబుల్ అయిపోతుంది అది మీకు యాక్టివేట్ అయిపోతుంది సడన్గా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా మీకు యాడ్స్ ఉన్నాయి ఏం రావు ఓకేనా అంతే కదా ఇంకేమైనా కావాలా ఇంకేమైనా కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అంతే ఓకే బాయ్ థ్యాంక్ యూ